ఫస్ట్ ఇయర్ కదూ నీ పేరేంటి సెల్యూట్ కొట్టడం అంటే స్టెప్ గా కొట్టాలి రే ఇటు చూడు కిందకి హాయ్ ఎవరు నువ్వు చేసుకోవడానికి వీలు ఎందుకు తొందరపడకు మంచి పేరునా నా పేరు రోషన్ పరిచయలేగా ఇక నేను వెళ్తాను కొంచెం అవునన్నా హాస్టలే ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకి వస్తున్నారు అమ్మో ఆల్ <laughs> బై <laughs> కొట్టారు కదా నేను చిన్న గొడవ జరిగిందంటే సమానికి ప్రిన్సిపల్ రాబట్టి బతికిపోయాడు నేను హే రోషన్ నేను చర్చ్ దాకా వెళ్ళొస్తాను ఇద్దరు క్లాస్కి వెళ్ళండి నేను తర్వాత నువ్వు ఎందుకే పని చేసావు అయ్యో సారీ ఏదో సరదా కోసం గాదా హాయ్ నేను గాదా జాన్